రాజుల రాజా నిన్నే స్తోత్రితుము యేసు రాజా రాజుల రాజా మా రాజా రాజుల రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుము యేసు రాజా యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము మహిమ కల రాజా వాడైన మోషేను నాయకుడిగా చేసేను గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను బానిసైన యోసెపును బహుగా బహుగా దీవించెను యసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిస్తుకు రాజా రాజుల రాజా మా అవమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చేను యేసు రాజా రాజుల రాజా నిన్నే స్తోత్రిందుము రాజా రాజుల రాజా మా సర్వం నీకిద్దుము మహిమా గల రాజా నిన్నే స్తుతిద్దుము మహోన్నత దేవా to the